జనమా ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒక్క నిమిషం చిన్న తలల వచ్చి మనం ప్రార్థన చేయబోతున్నా ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడువైన మా దేవ యేసుక్రీస్తు నామంలో మీ వైపు చూస్తున్నాము తండ్రి మీ ఆశ్చర్యకరమైన హస్తం మాతో మాట్లాడండి నా ప్రజలు ఎంతో వేదనతో ఉన్నారు తండ్రి నిజమైన స్వాతంత్రము లేక నా ప్రజలు వేదనతో కృంగిపోయి ఉన్నారయ్యా వారి జీవితాల్లో ఈరోజు ఒక అద్భుత మహిమను కనబరచమని మీ నామాన్ని మహిమపరచమని ప్రార్థిస్తున్నాను ఈ సెక్షన్ దేవునికి మహిమగా మీరు మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరికి అది ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈరోజు విశేషముగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో నా దేవుడిచ్చిన నిజమైన స్వాతంత్రాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలు పదో అధ్యాయంలో ఈ వ్యక్తిని గురించి వ్రాయబడి ఉంది ఆ వ్యక్తి జీవితం స్వాతంత్రం లేని జీవితం చిన్న వయస్సు మొదలుకొని పుట్టుక మొదలుకొని స్వాతంత్రం లేని జీవితం నా ప్రియ సహోదరి సహోదరుడా అతని పేరు భర్తిమయ్యో పుట్టుక నుండి గ్రుట్టివాడు అతని జీవితం అంధకారం చేత నింపబడి స్వాతంత్రం లేని ఒక వ్యక్తిగా అంధకారం చేత నింపబడిన ఒక వ్యక్తిగా అతడు జీవిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా అందరిలాగా అతడు ఈ లోకాన్ని చూడలేని పరిస్థితి ఈ లోకం ఏ విధంగా ఉంటుందో అతనికి తెలియదు ఈ లోకంలో ఉన్న అందమైన పర్వతాలు కావచ్చు నదులు కావచ్చు సముద్రాలు కావచ్చు ఆకాశ నక్షత్రాలు కావచ్చు ఏదిని అతను చూడలేడు విచిత్రం ఏంటో తెలుసా తాను ఏ విధంగా ఉంటాడో తనకు తెలియదు తను కన్నవారు ఏ విధంగా ఉంటారో అతనికి తెలియదు అతని జీవితం అంధకారం అతని జీవితమే అంధకారం చేత నింపబడి ఉంది నిజమైన స్వాతంత్రం లేక జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి నా ప్రియ సహోదరి సహోదరుడా ఇటువంటి వ్యక్తి యొక్క జీవితంలో నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి ఆ నిజమైన స్వాతంత్రం ఇస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంతగా ఆశీర్వదింపబడుతుందని ఎరిగిన నా దేవుడు ఆ భిక్షగాడైన పుట్టు గుడ్డివాడైన భర్తమయ్య జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు నేను ప్రకటిస్తున్న నా ఏసయ్య అతని జీవితంలో దేవుడు ఎటువంటి నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు ఎటువంటి అంధకారంలో నుంచి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడన్నది మీకు వివరించి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ఈ కార్యక్రమంలోనే నీ జీవితంలో నిత్యముగా యేసుక్రీస్తు నామంలో చెబుతున్నాను ఒక ఆశ్చర్యమైన వెలుగును నిజమైన స్వాతంత్రాన్ని దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు హాలూయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ భర్తుమయ్య జీవితాన్ని గురించి కొంచెం లోతుగా ధ్యానించినట్లయితే అతడు పుట్టుకలోనే రుట్టివాడు అంధకారంతోనే పుట్టాడు అతని జీవితం అంధకారంగా మార్చబడి ఉంది వేదనతో కుమిలిపోయిన జీవితం ఇటువంటి పరిస్థితుల్లో అతడు భిక్షమెత్తుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ఎవరైనా రూపాయి సహాయం చేస్తేనే తప్ప అతనికంటూ వేరే మార్గం లేదు అటువంటి వేదనకరమైన భిక్షమెత్తుకుంటూ జీవిస్తూ అందరి చూపులో అల్పముగా ఎంచబడిన వాడై అందరి చేత క్షీణించబడి వేదనగా కృంగిన జీవితం కలిగిన వాడై వేదనతో దూషింపబడుతున్న భిక్షమెత్తుకునే జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి ఈ గురుడివాడైన భర్తమై ఓ రోజు యేసు ప్రభు ఎరుకో మార్గము గుండా వస్తూ ఉన్నాడు ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన వెనకాల వేల మంది ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు ఆ ఎరుకో ప్రాంతం అనున్నది ఒక చాలా పెద్ద పట్టణం ఆ రోజులోనే ఎరుకో ప్రాంత పట్టణం దగ్గర చాలా వ్యాపారకరమైన గొప్ప గొప్ప పట్టణ కార్యములు జరిగే సందర్భములు జరిగే కార్యములు జరిగే కార్యం సంభవాలు అక్కడ జరుగుతూ ఉంటాయి నా ప్రియ సహోదరి సహోదరుడు సాధారణంగా పట్టణాలంటే మనకు తెలుసు ప్రతి వస్తువులు దొరుకుతాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామము వాళ్ళు ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ కావలసిన వస్తువులు తీసుకురావడానికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అందుకని ఈ యొక్క ఎరికో ప్రాంతము ద్వారం దగ్గర వెళ్ళే మార్గంలోనే ఆ యొక్క ప్రవేశించే మార్గంలోనే చాలామంది భిక్షగాలు జనసంచారం ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి వారికి పది రూపాయలు ఎక్కువగా ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ కూర్చొని ఎక్కువ జనసంచారం చేసే ప్రాంతం దగ్గర భిక్షం అడుక్కుంటూ ఉంటారు ఆ విధంగానే ఈ బర్తిమయో జన సంచారం ఎక్కువగా సంచరించే ఆ ప్రదేశంలో అతను కూర్చొని ఆ యొక్క ప్రాంతంలో భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు ఓ రోజు యేసు ప్రభు ఆ యొక్క మార్గము గుండా వస్తున్నాడు ఆయన శిష్యులు వెనక ఉన్నారు వేల మంది ప్రజలు ఉన్నారు ఆ మార్గము గుండా వస్తూ ఉండగా ఈ గుడ్డువాడికి కంటి చూపు లేదు కదా పక్కనున్న మరి యొక్క భిక్షగాన్ని అడుగుతున్నాడు ఎవరు ఏంటి మన ప్రాంతం వైపు చాలామంది అడుగులు వెళ్తున్నట్లు శబ్దాలు వినబడుతున్నాయి కాలినడక శబ్దములు వినబడుతున్నాయి చాలా మంది వెళుతున్నట్లు వినబడుతున్నాయి ఎవరు వెళ్తున్నారు ఏంటి ఎవరైనా ఎమ్మెల్యే వచ్చారా ఎంపీ వచ్చారా సీఎం వచ్చారా ఎవరు వచ్చారు మన పట్టణానికి ఇంతమంది ప్రజలు నడిచి వెళ్తున్నారే ఏంటి కార్యం అని చెప్పి ఈ భర్తమే అయిన గుడ్డివాడు పక్కనున్న భిక్షగాడి దగ్గర అడుగుతున్నాడు పక్కనున్న భిక్షగాడికి కంటి చూపు ఉంది కానీ బర్తిమైకి కటి లేదు శబ్దం మాత్రం వింటున్నాడు అందుకే భిక్షగాడైన బర్తిమయు పక్కనున్న భిక్షగాడిని అడుగుతున్నాడు ఎవరంటి వెళ్ళేది అక్కడ అని వెంటనే వెంటనే పక్కనున్న భిక్షగాడు అంటున్నాడు అక్కడ వెళ్ళేది నసురేడైన యేసు ప్రభు ఆయన వెంబడి చాలామంది ప్రజలు వెళ్తున్నారని చెప్పి ఎప్పుడైతే ఆ పక్కనున్న భిక్షగాడు చెప్పాడో వెంటనే భర్తమయ్యో కంటి చూపులేని భిక్షగాడు ఎవరు మరలా చెప్పు ఎవరు అన్నాడు అదేనయ్యా నసరైడైన యేసు వెళ్తున్నాడు అని చెప్పి అన్నారు ఎవరు నసరైడైన యేసా అవును నజరైడైన యేసు వెళ్తున్నాడని వెంటనే భర్తమయ్యా నా ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు వెళుతూ ఉన్నప్పుడు అతన్ని దూరంగా దాటి వెళుతున్నది గమనించి శబ్దము దూరంగా వినబడుతున్నది చూసి దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని చెప్పి కేకబట్టి అరవడం ప్రారంభించాడు నా ప్రియ సహోదరి సహోదరుడు భిక్షగాడి యొక్క జీవితం అతని జీవితంలో పుట్టుకతోనే కంటి చూపు లేదు అంధకారం అతని జీవితమే భిక్ష మెత్తుకుంటూ అందరి చూపులు అల్పంగా మార్చబడింది జీవితం పుట్టిందేదో గుడ్డితనంగా పుట్టాడు కానీ అతని జీవితం అంతా గుడ్డివాడుగానే ఉండాలా నా బ్రతుకత్త ఈ గుడ్డితనంతోనే బ్రతకాలా నాకున్న ఈ అంధకారం నుంచి నాకు ఒక విడుదల కలగదా నిజమైన స్వాతంత్రం ఇచ్చేది యేసు ప్రభువే కదా నా జీవితంలో నిజమైన స్వాతంత్రం లేదు నా జీవితం అంధకారంలో ఉంది నా జీవితం అంధకారంలో ఉంది నా జీవితాన్ని నిజమైన స్వాతంత్రం ఇవ్వగలిగింది దావిది కుమారుడైన యేసు ప్రభు మాత్రమే అని చెప్పి గ్రహించాడు ఈ గుడ్డివాడు నాకు ఆశ్చర్యాన్ని కలిగింపజేసిన కార్యం ఏంటో తెలుసా మొట్టమొదటిగా ఆ వ్యక్తి గురుటివాడైన భర్తమయ్య పక్కనున్న భిక్షగాన్ని అడుగుతున్నాడు వెళ్ళేది ఎవరు అని అతను అన్నాడు నసురయుడైన యేసు అని చెప్పి అతడు విన్నది నసురయుడైన యేసు అని కానీ ఇతను పిలిచేది దావిదు కుమారుడైన యేసు అని పిలుస్తూ ఉన్నాడు ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం విన్నది ఒకటి పిలిచేది మరి ఒకటి విన్నది నజరైడైన యేసు పిలిచేది దావిది కుమారుడైన యేసు అని నాకు ఆశ్చర్యాన్ని కలిగింపజేసింది ఏంటయ్యా దీని రహస్యం అని అంటారా నా ప్రియ సహోదరుడా సహోదరి నసురైడైన యేసు అని యేసు ప్రభు చేసే అద్భుతాలను బట్టి ఆ ప్రాంతంలో పిలువబడుతున్న పేరు కానీ కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా నిజమైన మేసియా నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడు నిజమైన విడుదల ఇచ్చే దేవుడు దావీదు వంశములో నుండి పుడతాడని దావీదు వంశములో పుట్టే ఆ మేసియానే ఈ లోకానికి రక్షకుడని ఆయన పేరు యేసు అని అతను చరిత్రను ఎరిగాడు కాబట్టి దావీదు వంశంలో పుట్టే యేసును పిలిచాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నాకు ఆశ్చర్యాన్ని కలిగింపజేసిన కార్యం అతడు విన్నది నజరుడైన యేసు అని కానీ పిలిచేది దావిదు కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు ఆ గురుటివాడి యొక్క జీవితంలో యేసు ప్రభువును గురించి ఒక మంచి క్వాలిటీ క్లారిటీ అతనికి ఉంది యేసు ప్రభు ఎవరన్నది అతనికి ఎరిగి పిలుస్తూ ఉన్నాడు వెళ్ళేది ఎవరో తెలియక పిలవడం లేదు గుడ్డివాడు కదా అతనికి ఏం తెలుసు అని మనం అనుకుంటున్నాం కానీ కంటి చూపు లేకపోయినా అతను చరిత్రను తెలుసుకున్నవాడు ఆ చరిత్రను బాగా గ్రహించినవాడు మేసియా రాబోతున్నాడు దావీదు వంశంలో పుట్టబోతున్నాడు ఆయన పేరు యేసు ఇమ్మానువేలు ఆయనే ఈ లోకానికి రక్షకుడు ఆయనే మన జీవితాన్ని మార్చగలడని అతడు చరిత్రను పరిపూర్ణంగా విశ్వాసం వచ్చాడు నమ్మకం వచ్చాడు ఆ నమ్మకంతోనే యేసు ప్రభును నజరేడైన యేసు అని పిలవలేదు చరిత్రను ఎరిగినవాడు దావిదు కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నాకు ఆశ్చర్యం కలిగించిన మరొక కార్యం అతడు పిలుస్తూ ఉన్నాడు దావిదు కుమారుడా నన్ను కరుణించు దావిదు కుమారుడా నన్ను కరుణించని చెప్పి ఒక భిక్షగాడు అరుస్తూ ఉండగా శిష్యులంతా అంటున్నారు ఇతడు భిక్షగాడు కదా ఇతడు భిక్షమెత్తుకునేవాడు కదా వీడు ఏమడుక్కుంటాడు ప్రభు దగ్గర ఏదైనా రూపాయి ఉంటుందా లేదంటే పది రూపాయలు ఇస్తాడని చెప్పి డబ్బు కోసం భిక్షమడుక్కునే వ్యక్తి కదా అని చెప్పి డబ్బు కోసం ఆశపడే వ్యక్తి కదా అని చెప్పి యేసు ప్రభును వెంబడించి ఆ యొక్క శిష్యులు జనసమూహం ఆ యొక్క భర్తమయ్యను చూసి గద్దించారట బైబిల్లో చెప్పబడుతుంది అతన్ని చూసి గద్దించారు కారణం అతడు భిక్షగాడు కంటి చూపు లేని అంగవైకుల్యుడు అను కంటి చూపు లేని అందహీనుడు హీనంగా ఉన్న జీవితం వికారమైన జీవితం తృణీకరింపబడిన జీవితం అతని పై రూపాన్ని వాళ్ళు చూస్తున్నారు కానీ అతను ఎందుకు పిలుస్తున్నాడో వాళ్ళకి తెలియదు అతడు దేని కొరకు పిలుస్తున్నాడో వెంబడించే వారికి తెలియదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ జీవితంలో కూడా మన యొక్క అంగలార్పు మన పక్క వాళ్ళకి తెలియదు మన యొక్క అంగలార్పు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు మన వేదన మన సొంత రక్త సంబంధాలకు తెలియదు మన బాధలు కన్నీళ్ళు మనకు కూడబుట్టిన వాళ్ళకు కూడా తెలియదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం జీవిస్తున్నాం కదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన పరిస్థితులు తెలియకుండా ఉండవచ్చు మన రక్త సంబంధులకు మన జీవిత అంతరంగంలో పడుతున్న వేదనలు తెలియకుండా ఉండవచ్చు మన వేదన మన దీనస్థితి మన వారికి కూడా తెలియకుండా ఉండవచ్చు కానీ మనను పరిపూర్ణంగా ఎరిగిన దేవుడు మనను గూర్చి సంపూర్ణంగా ఎరిగిన దేవుడు నేనంటాను మన హృదయ బాధను ఎరిగిన దేవుడు మన హృదయ వేదన ఎరిగిన దేవుడు నజరేడైన యేసు హాలలోయ నా ప్రియజనమా ప్రజల చూపులో అతడు అల్పుడు ప్రజల చూపులో అతడు భిక్షగాడు ప్రజల చూపులో అతడు గుడ్డివాడని చెప్పి అందరూ అతన్ని హీనంగా చూస్తున్నారు అతన్ని గద్దిస్తూ ఉన్నారు అరే గుడ్డివాడు కామ్గా ఉండు గద్దిస్తున్నారు అతను చూసి భిక్షగాడిని నీకేంటి ఆయనతో పని నువ్వేంటి ఆయన్ని పిలవడం కామ్గా ఉండని చెప్పి అందరూ అతన్ని గద్దిస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడ గుడ్డివాడని భిక్షగాడని అందరూ గద్దిస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈరోజు నీవు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావు కదా నా పరిస్థితి ఎవరికి తెలుసు నా అంగలార్పు ఎవరికి తెలుసు నా కన్నీలు ఎవరికి తెలుసు అని కుమిలిపోతున్నావు కదా ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు ఆ రోజు హన్న దేవుని యొక్క సముఖంలో ఒక బిడ్డనివ్వండి తండ్రి అని చెప్పి దేవుని యొక్క సముఖంలో కన్నీళ్ళతో ఏడ్చింది ఆమె హృదయం వేదనతో దేవుని యొక్క సముఖములు కుమ్మరించి తన పెదవులతో మాత్రం దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది ఏలి అనే దేవుని సేవకుడు కూడా ఆమె పెదవులతో దేవుని ప్రార్థన చేస్తూ అంగలార్పుతో తన బాధనంతా దేవుని సముఖంలో కుమ్మరిస్తూ ఉన్న హన్నా యొక్క పెదవుల యొక్క కదలికలు చూసి ఏలి అన్నాడు ఎందుకు మత్తురాలుగా ఉన్నావని చెప్పి హేళనగా మాట్లాడాడు హన్నా కన్నీటి వేదనతో ఉంది హృదయం కృంగిపోయింది హన్నా యొక్క వేదన ఎంత వేదనతో ఉందో ఏలికి కూడా అర్థం కాలేదు కానీ హన్నా యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆమెకు ఒక గర్భఫలాన్ని ఆశీర్వదించాడు హాలెలుయా అదే దేవుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా నీ వేదన ఎవరికి తెలియదే అని చెప్పి కుమిగిపోయి ఉన్నావా నా బాధలు ఎవరికి తెలుసు నా కన్నీళ్ళు ఎవరికి అని చెప్పి వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావా నీకు ఒక శుభవార్త చెబుతున్నాను నూట రెండవ కీర్తనలో పదిహేడవ వాక్యం చెప్పబడుతుంది ఆయన దీన దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు హాలెలూయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ గురుటి వారి యొక్క ప్రార్థన శిష్యులకు కూడా అల్పంగా మారింది ఆ యొక్క గుడ్డివాడి యొక్క ప్రార్థన వెంబడించే ప్రజలకు కూడా అల్పంగా ఎంచబడ్డది కానీ యేసు ప్రభు ఆ యొక్క ప్రార్థను విని ఆలకించి ఆ గుడ్డివాని కోసం నిలబడ్డాడు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా నా ప్రియ సహోదరి సహోదరుడా వాక్యంలో చూస్తూ ఉన్నాం ఆ గుడ్డివాడు మొట్టమొదటిగా దావిదు కుమారుడా నన్ను కరుణించని చెప్పి పిలిచినప్పుడు అక్కడున్న వాళ్ళంతా అతన్ని గద్దించారు అతను అవమానపరిచారు అతని గాయపరిచారు ఆ యొక్క గుడ్డివాడు రెండవదిగా అతను చేసిన మరి గొప్ప కార్యం ఏంటో తెలుసా అతడు విడువక దేవుని వైపు మరలా పిలుస్తూ ఉన్నాడు దావిదు కుమారుడా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నీవు నన్ను దాటిపోకయ్యా నీవు నన్ను దాటి వెళ్తే నా జీవితం అంధకారంలోనే ఉంటుంది నేను పుట్టినది మొదలుకొని నా జీవితం గుడ్డివాడుగానే ఉన్నాను నా జీవితం అంతా అంధకారంలోనే ఉంది కానీ నా జీవితం అంధకారంతో ముగించబడకూడదు ప్రభా నాకు కట్టి చూపు కావాలయ్యా దావిదు కుమారుడా నీవు నన్ను తాటి వెళితే నా జీవితం అంధకారంలో పడిపోతుందయ్యా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నన్ను దాటిపోకయ్యా అని చెప్పి కన్నీళ్లతో మరీ మరీ ఏడుస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడు మొదటిసారి పిలిచాడు అందరూ అతన్ని అల్పంగా ఎంచి అతన్ని గద్దించారు అయినా పట్టు విడవక రెండోసారి పిలుస్తూ ఉన్నాడు దావిదు కుమారుడా నన్ను విడిచిపెట్టిపోకయ్యా నన్ను దాటిపోకయ్యా నన్ను దాటిపోకయ్యా నన్ను దాటిపోక నా ప్రియ సహోదరి సహోదరుడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా ఇదే పరిస్థితుల్లోనే కదా ఉన్నావు ఓ దావిద కుమారుడా నన్ను దాటిపోకే అని చెప్పి ఏడుస్తూ అంగలార్పుతో ఉన్నావు కదా ఈ కార్యక్రమం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిత్యముగా ఆ గ్రుడ్డివాడైన భర్తమయ్యకు నిలిచిన దేవుడు నీ కొరకు నిలిచి ఒక అద్భుతం చేయబోతున్నాడు ఆయన నిన్ను దాటి వెళ్ళే దేవుడు కాదు ఆయన నీ ప్రార్థనను దాటి వెళ్ళే దేవుడు కాదు నీ అంగలార్పు నీ కన్నీలు నీ హృదయ వేదను దాటి వెళ్ళే దేవుడు కాదు నిత్యముగా నీ కొరకు నిలబడే దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీకున్నాడు భయపడకు ఆ గురుడివాడైన భర్తేమై అంటున్నాడు దావిదు కుమారుడా నీవు నన్ను దాటి వెళితే నా జీవితం అంతా అంధకారంలోనే మార్చబడుతుంది నన్ను దాటి వెళ్ళకయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మనల్ని దాటి వెళ్ళని గొప్ప దేవుడు మనకు దావిదు కుమారుడు మనల్ని దాటి వెళ్ళాడు అమ్మే అలలుయ ఇదే వేదన ఇదే అంగళార్పుతోనే భర్తిమయ్యో ఏడ్చాడు వేదనతో కుమిలిపోయాడు ప్రభువా నీవు నన్ను దాటి వెళితే నా జీవితం అంధకారం అయిపోతుంది ప్రభువా నీవు నన్ను దాటి వెళితే నా జీవితం అంతా నా జీవితం అంతా ఈ క్రుడితనంతో నేను జీవించాలి దావిదు కుమారుడా నన్ను దాటి వెళ్ళకయ్యా దావిదు కుమారుడా నన్ను దాటి వెళ్ళకయ్యా అని చెప్పి కన్నీళ్ళతో ఏడ్చాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రార్థన శిష్యులకు అల్పంగా ఉండవచ్చు మన ప్రార్థన జన సమూహానికి అల్పంగా ఎంచవచ్చు కానీ మన ప్రార్థన వినే దేవుడు మనకున్నాడు అందుకే భక్తుడైన దావిదంటాడు దీన దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక అద్భుతాలు చేసే దేవుడు ఆమె హలలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ భర్తిమయ జీవితంలో నాకు చాలా ఇష్టమైన ఒక సంభవం ఏంటో తెలుసా ఇష్టమైన ఒక కార్యం ఏంటో తెలుసా ఫస్ట్ సమయం పిలిచాడు దావిదు కుమారుడా నన్ను కరుణించు అని శిష్యులు జనసమూహం అతన్ని కత్తించారు అయినా విడిచిపెట్టాడా అయినా విడవలేదు పట్టుదలతో దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడన్న విశ్వాసంతో నా దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళడో నమ్మకంతో మరలా మరలా పిలుస్తున్నాడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో ప్రార్థనలో సోలిపోయి ఉన్నావా ప్రార్థన చేసి ప్రార్థన చేసి నా ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదని చెప్పి ఏదో ఒక కార్యం చేత సోలిపోయి ఉన్నావా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దావిదు కుమారుడు నేను తాటిపోడు నీవు మరలా మరలా పిలుస్తున్నావే నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా నా దేవుడు నిన్ను తాటిపోడు నీ ప్రార్థన ఆలకించి తీరుతాడు జరిగిన ఒక యథార్థమైన సంభవాన్ని దేవునికి మహిమగా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా అమెరికా దేశంలో మహా గొప్ప వైద్యుడు పేరుగాంచిన డాక్టర్ ఆయన పేరు డాక్టర్ మోర్గన్ ఆయన చికాగో ప్రాంతంలో క్యాన్సర్ స్పెషలిస్ట్ అమెరికా దేశంలో మొట్టమొదటిసారిగా ఈ క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధికి మందు కనిపెట్టబడ్డది ఆ మందును కనిపెట్టింది డాక్టర్ మోర్గన్ డాక్టర్ ఆయన గొప్ప క్యాన్సర్ వ్యాధి లాంటి భయంకరమైన వ్యాధికి మందు కనిపెట్టాడు కాబట్టి ప్రపంచమే ఆయన వైపు చూసింది ఆయన అంటే ప్రతి ఒక్కరికి ఒక గౌరవం కలిగింది అంత గొప్ప పేరుగాంచాడు డాక్టర్ మోర్గన్ గారు ఆయన పొందిన గౌరవానికి అమెరికా దేశమే ఆశ్చర్యపోయి ఆయనను అమెరికా దేశం యొక్క గొప్ప సత్కారాన్ని ఆయనకి చెల్లించాలని ఒక గొప్ప సత్కారాన్ని ఆయన చేసి ఘనపరచాలని తద్వారా అమెరికా దేశానికి ఒక పేరు వస్తుందని చెప్పి అమెరికా దేశంలోని ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళే ఒక పెద్ద విజయోత్స సభను ఏర్పాటు చేసి ఘనత చెల్లించడానికి డాక్టర్ మోర్గన్ గారిని ఘనపరచడానికి ఆ యొక్క సభకు ముఖ్య అతిథులుగా డాక్టర్ మోర్గన్ గారిని పిలిపించి ఆయనకు సత్కరించాలని చెప్పి అమెరికా దేశమే ప్లాన్ చేసింది డేట్ ఫిక్స్ చేశారు సాయంత్రం ఆరు గంటలకు ఆ ఫంక్షన్ ఆ యొక్క సత్కార ఫంక్షన్ జరుగుతుంది ఫంక్షన్ యొక్క కార్యక్రమాలంతా జరుగుతున్నాయి ఆ డేట్ అనౌన్స్మెంట్ చేయబడింది లక్షల మంది ఆ యొక్క కార్యక్రమానికి రావడానికి సిద్ధమయ్యారు ఆ కార్యక్రమానికి బయలుదేరడానికి చికాగో నుండి డాక్టర్ మోర్గన్ గారు చికాగో నుండి డాక్టర్ మోర్గన్ గారు ప్రయాణం చేసి ఫ్లైట్లో జర్నీ చేస్తే సుమారు నాలుగు గంటల ప్రయాణం ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడానికి ఉదయం ఏడున్నరకంతా బయలుదేరాడు ఫ్లైట్ ఎక్కాడు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడానికి చికాగోకు వెళ్ చికాగో నుంచి బయలుదేరాడు ఫ్లైట్ ప్రయాణించింది సుమారు ఒక గంట ప్రయాణం తరువాత అమెరికా దేశంలో భయంకరమైన వర్షం ఆ యొక్క భయంకరమైన మేఘాలు వర్షంతో కమ్మిపేసింది ఆకాశం అంతా వెంటనే ఫ్లైట్ వెంటనే ఫ్లైట్ నడుపుతున్న క్యాప్టెన్ ఇమీడియట్ ఏం చేశాడో తెలుసా ఆ యొక్క డ్రై ఆ యొక్క ఫ్లైట్ నడిపించే వ్యక్తి ఈ మేఘాల వల్ల తనకు దారి ఆ యొక్క సిగ్నల్స్ అందడం లేదు ఇమీడియట్లీ సిగ్నల్స్ అందకుండా ప్రక్కనే ఉన్న మరి యొక్క పట్టణంలో ఎయిర్పోర్ట్ దగ్గర ఆ యొక్క ఫ్లైట్ని దింపేశాడు అక్కడున్న వారికి అది అనౌన్స్ చేసి చేయబడింది భయంకరమైన వాతావరణ భయంకరమైన వర్షం వల్ల వాతావరణం యొక్క సమస్యల బట్టి ఈ యొక్క ప్రయాణాన్ని మేము కొనసాగించలేకపోతున్నాం మీరు వెయిట్ చేయండి ఒక గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు వర్షం తగ్గిన తర్వాతే ఫ్లైట్ ముందుకు వెళ్తుందని చెప్పి అట్లే ఫ్లైట్ వేరే యొక్క ప్రాంతంలో చిన్న పట్టణంలో నిలిపేశారు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక గంట ప్రయాణం సాగింది ఇంకను మూడున్నర గంటల ప్రయాణం వెళ్ళాలి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే అక్కడ వర్ష ప్రభావం ఏం చేయలేని పరిస్థితి అట్లే దిగేసింది ఫ్లైట్ వెంటనే ఒక గంట వెయిట్ చేశారు వర్షం తగ్గలేదు రెండు గంటలు వెయిట్ చేశారు వర్షం తగ్గలేదు వెంటనే డాక్టర్ మోర్గన్ గారు వెళ్ళారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో అడిగారు వర్షం తగ్గేటట్లు లేదు ఎప్పుడు ఫ్లైట్ తీస్తారు నేను అర్జెంటుగా నేను వెళ్ళాలి ఫలానా కంట్రీకి వెళ్ళాలి ఫలానా పట్టణానికి వెళ్ళాలి నేను వెళ్ళాలి అని అప్పుడు ఆ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అన్నారు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మేమేం చేయలేం వర్షం తగ్గకుండా మేమేం చేయలేం ఆకాశాన్ని చూశారు కదా వర్షం భయంకరంగా ఉంది ఈ పరిస్థితుల్లో మీరు సాయంత్రం ఆరు గంటలకంతా వెళ్ళాలంటే సాధ్యం కాదు మీకు కావాలంటే ఏదైనా క్యాబ్ బుక్ చేస్తాం కారులో మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు సరే అదైనా చేయండి అన్నారు ఇమ్మీడియట్లీ ఒక కార్ని బుక్ చేశారు ఇమ్మీడియట్లీ కార్ వచ్చింది ఆ కారులో ప్రయాణమైంది మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు ప్రయాణమైంది అతి వేగంగా ప్రయాణిస్తుంది ఆ కారు నూట ఇరవై స్పీడ్లో భయంకరంగా పరిగెడుతుంది కారు భయంకరంగా పరుగుడుతుంది కానీ భయంకరమైన వర్షం ఓ ప్రక్క ఈ వర్షం మేఘాలు చీకటి కమ్ముతున్న పరిస్థితులు ఈ కార్ డ్రైవ్ చేసే ఈ వ్యక్తి అతను వెళ్ళవలసిన పట్టణానికి వెళ్ళలేక ఆ యొక్క దారిని తప్పిపోయి వేరే మార్గం గుండా వెళ్ళిపోయాడు వేరే మార్గం గుండా వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత బోర్డు చూస్తే అతను వెళ్ళవలసిన పట్టణానికి వెళ్లకుండా వేరే మార్గంకి వచ్చేసాడు అప్పటికే సాయంత్రం ఐదు గంటల పైన అయిపోయింది చీకటి కమ్మేసింది ఇకపైన మరి ఒక రోడ్ పట్టి ఆ ప్రాంతానికి వెళ్ళడం సాధ్యమే కాదు సాధ్యం కాని ఈ విషయంలో నేను ఏం చేయలేనని చెప్పి ఆ యొక్క డ్రైవర్ అంటున్నాడు క్యాబ్ డ్రైవర్ అంటూ నా వల్ల కాదని చెప్పి ఈ పరిస్థితుల్లో డాక్టర్ మోర్గన్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు వర్షం ఓ ప్రక్క భయంకరంగా ఉంది డ్రైవర్తో అన్నాడు నీతో కోపించుకుని ఏం ప్రయోజనం లేదు వర్షం భయంకరంగా ఉంది కారు చీకటి కమ్మేసింది సరే వర్షం నిలిచేంత వరకు కొద్ది నిమిషాలు మనం కొద్ది నిమిషాలు ఉండేనా వెళుదామని చెప్పి పక్కన ఎక్కడైనా నిలుపు అని చెప్పి అన్నాడు ఒక పెద్ద కాంపౌండ్ ఉంది ఒక పెద్ద ఇల్లు ఆ కాంపౌండ్ దగ్గర కారు నిలిపారు కారు నిలిపిన తర్వాత డ్రైవర్ చెప్పాడు మేము కొంచెం కార్ పార్కింగ్ చేసి పెడతాను మీరు ఆ ఇంటి లోపల వర్షంలో తడవకుండా లోపల ఉండండి అని చెప్పాడు ఆ కాంపౌండ్ లోపల గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు తలుపులు తట్టాడు వెంటనే ఒక సహోదరి ఎవరిని అని చెప్పి తలుపులు తెరిచింది వెంటనే ఆ డాక్టర్ గారు తన్ను పరిచయం చేయకుండానే అతను అన్నాడు నేను ఈ విధమైన వర్షం చేత చిక్కుపడిపోయాను కొద్ది నిమిషాలు నేను ఇక్కడే ఉండి కొద్ది నిమిషాలు నేను ఇక్కడే ఉండవచ్చా అని చెప్పి అడిగాడు వెంటనే ఆ సహోదరి ప్రేమతో ఆహ్వానించింది మీరు ఎంత సమయమైనా ఇక్కడ ఉండవచ్చు కూర్చోండి అని చెప్పి ఒక టవల్ తీసుకొని వచ్చి తుడుచుకోండి సార్ అని చెప్పి ఆ టవల్ ఇచ్చింది టవల్తో ఆ యొక్క తడిచిపోయిన ఆ డాక్టర్ గారు తుడుచుకుంటూ ఉన్నారు వెంటనే వెళ్ళింది ఒక టీ వేడివేడిగా తీసుకొని వచ్చి సార్ ఈ టీని తీసుకోండి అని చెప్పి టీ తాగుతూ ఉన్నాడు రెండు బిస్కెట్లు తీసుకొని వచ్చింది ఇవి తీసుకోండి సార్ అని చెప్పి బిస్కెట్స్తో తిన్నాడు సార్ ఈ యొక్క భయంకరమైన క్లైమేట్లో వర్షంలో మీరు వెళ్ళలేరు ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండిపోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు ఈ రాత్రి మీరు ప్రయాణించి వెళ్ళలేరు కాబట్టి మీరు ఇక్కడే ఉండండి మీరు ఇక్కడే ఉండండి తెల్లవారైన తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పి అన్నారు ఆ డాక్టర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు వేరే మార్గము లేదు భయంకరమైన వర్షం సరే అని చెప్పి అక్కడే ఉండిపోవడానికి సిద్ధపడ్డాడు వెంటనే ఆ సహోదరి అన్నది సార్ మీరు ఒక అర్ధగంట లేదంటే నలభై నిమిషాలు అక్కడ కూర్చోండి నాకు ఇది ప్రార్థన చేసే సమయం నేను యశు ప్రభు దగ్గర ప్రార్థన చేసే సమయం కాబట్టి నా సమయాన్ని నా దేవునికి ఇవ్వాలి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు వెయిట్ చేయండి తర్వాత నేను మీకు డిన్నర్ అరేంజ్ చేస్తానని చెప్పింది సరేనమ్మా మీరు వెళ్ళండి అని చెప్పి అన్నాడు తన యొక్క గదిలోకి వెళ్ళింది ఆ గదిలో మోకరించింది దేవుని వైపు ప్రార్థన చేస్తుంది కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది ఈ డాక్టర్ మోర్గన్ గారు ఆ యొక్క జీ అంతా తాగేసి పది నిమిషాలు అట్లే కూర్చొని వెయిట్ చేసి చూశాడు తర్వాత ఆ ఇంటిని ఒక్కొక్క గదిని చూస్తూ వచ్చాడు ఎట్లా ఉంది ఆ గదులు ఆ ఇల్లు ఎట్లా ఉందని చెప్పి అట్లు నడుస్తూ ఉన్న సమయంలో ప్రార్థన చేస్తున్న ఆమెను చూశాడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది ఏంటి సహోదరి కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది ఎవరి కోసం చేస్తుందో ఏంటో అని చెప్పి అట్లే ఆ గది నుంచి మరి ఒక గదికి వెళ్ళాడు మరి ఒక గదిలో చూసినప్పుడు పద్దెనిమిది సంవత్సరాల ఒక యవన సహోదరుడు మంచం పైన పడుకొని అట్లే దగ్గుతున్నాడు భయంకరమైన దగ్గుతూ బెడ్షీట్ వేసేసి దగ్గుతూ అట్లే చావు బ్రతుకులో పోరాడుతూ బెడ్లో పడుకొని అట్లే వేదనతో ఉన్నాడు ఇది చూసిన డాక్టర్ మోర్గన్ గారు ఏంటి ఓ ప్రక్క చావు బ్రతుకుల్లో దగ్గుతూ వేదనతో ఉన్నాడు ఆ యవ్వన బిడ్డ ఈ సహోదరి ప్రార్థన చేస్తుంది ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తూ మరలా పది నిమిషాలు కూర్చున్నాడు ఆ సహోదరి ప్రార్థన అంతా అయ్యింది ప్రార్థన ముగించి అట్లే బయటకు వచ్చిన తర్వాత సార్ ఇంతసేపు వెయిట్ చేశారు ఏమనుకోకండి నా ప్రార్థన సమయం మీకు కొద్ది నిమిషాల్లోనే నేను డిన్నర్ అరేంజ్ చేస్తాను మీరు ఇక్కడే ఉండండి తెల్లవారు వెళ్ళొచ్చు అని చెప్పింది సరేనమ్మా ఇదంతా సరే పర్వాలేదు ఆ ప్రక్రమంలో ఉన్నాడే ఆ యవనస్తారు ఎవరు అతడు బాగా భయంకరంగా తగ్గుతూ ఏడుస్తున్నాడే ఎవరో అని ఆ యొక్క సహోదరిని చూపి అడిగాడు వెంటనే ఆ తల్లి అంది సార్ అతను ఆ కుమారుడు పద్దెనిమిది సంవత్సరాలు తన యొక్క పదమూడవ సంవత్సరంలోనే క్యాన్సర్ వ్యాధి చేత బాధింపబడ్డాడు పదమూడవ సంవత్సరం నుండి క్యాన్సర్ చేత బాధింపబడి వేదంతో ఉన్నాడు అప్పటి నుంచి ఇదే వేదంతో ఉన్నాడు సార్ అని చెప్పింది వెంటనే ఆ మోర్గన్ గారు అన్నారు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించారా మరి డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి చూపించవచ్చు కదా అని అని అన్నారు వెంటనే ఆ సహోదరి చెప్పింది అనేక పట్టణాల్లో వెళ్ళి చూపించాం అందరూ డాక్టర్స్ చెప్పారు ఎక్కడో చికాగో ప్రాంతంలో డాక్టర్ మోర్గన్ అని చెప్పి ఒక గొప్ప డాక్టర్ ఉన్నారట ఆయన మాత్రమే ఈ క్యాన్సర్కు స్పెషలిస్ట్ అట ఆయన దగ్గరకు వెళ్ళడానికి మాకు స్తోమత లేదు కారణం ఆయన దగ్గరకు వెళ్ళాలంటే మా వల్ల సాధ్యం కాదు ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి అనేక నెలలు పడుతుందట ఆయన దగ్గరకు వెళ్ళి ట్రీట్మెంట్ చూపించాలంటే డబ్బులు కోట్లలో ఖర్చు అవుతుందట కాబట్టి మాకు ఆ పరిస్థితి స్తోమత లేదు కాబట్టి నాకున్న ఒకే ఒక నమ్మకం నా జీసస్ మాత్రమే నా యేసు ప్రభు మాత్రమే నాకున్న నమ్మకం అందుకే ప్రతిరోజు నా యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాను ఏదో ఒకరోజు నా దేవుడు మా బాబును బాగు చేస్తాడు ఆ నమ్మకం నాకుంది అని చెప్పి చిరునవ్వుతో చెప్పిందట ఆమె చెబుతూ ఉన్నప్పుడు డాక్టర్ మోర్గన్ గారి యొక్క కళ్ళలో నీళ్ళు వచ్చి ఏడ్చాడట ఏడుస్తూ ఏడుస్తూ చెప్పాడట ఇప్పటి వరకు ప్రార్థన అంటే నాకు అంత నమ్మకం లేదు దేవుడు అంటే కూడా నాకు అంత నమ్మకం లేదు కానీ ఐదు సంవత్సరాలుగా మీరు ప్రార్థన చేస్తున్నారు చాలా బ్రతుకులో ఉన్న నీ కుమారుడు కోసం ఐదు సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు ఎవరో తెలియని ఒక డాక్టర్ చికాగోలో ఉన్న డాక్టర్ మోర్గన్ దగ్గరికి మీరు వెళ్ళలేదని చెప్పి మీరు ప్రార్థన చేస్తున్నారు అద్భుతం ఆశ్చర్యం ప్రార్థనకున్న ప్రతిఫలం ఏంటో ఇప్పుడు నేను కల్లారా చూస్తున్నాను అన్నాడు ఆ సహోదరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఏంటి సార్ మీరు ఏడుస్తున్నారు ఏంటి సార్ అని అడిగింది అమ్మా మీరు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను ఏంటి వీళ్ళు కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీరు చెప్పారే చికాగోలో గొప్ప డాక్టర్ మోర్కెన్ అని ఆ యొక్క క్యాన్సర్ వ్యాధికి స్పెషలిస్ట్ అని ఆయన ఎవరో కాదమ్మా నీ ముందు నిలబడి ఉన్నానే ఆయన నేనే ఆ డాక్టర్ మోర్గన్ నేనే చికాగోలో ఉన్న నన్ను ఏదో పట్టణానికి వెళ్ళవలసిన నన్ను నువ్వు ప్రార్థిస్తున్నావే నీ ప్రార్థన విన్న నీ జీసస్ నీ రక్షకుడైన యేసు అక్కడికి వెళ్ళవలసిన నన్ను రూట్ మార్చి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు నీ ఇంటి ముందే నా కారు నిలబెట్టాడు నీ ఇంటిని వెతికి వచ్చేటట్టే చేశాడు నీ ఇంటి తలుపు తట్టేటట్లు చేశాడు నీ ఇంటిలోకి వచ్చేటట్లు చేశాడు ఇప్పుడు నేను నమ్ముతున్నానమ్మా నిజంగానే దేవుడున్నాడమ్మా ఇప్పుడు నేను నమ్ముతున్నానమ్మా నిజంగానే ప్రార్థనకు శక్తి ఉందని వెంటనే ఈ కార్యమును చెప్పి ఆ సహోదరితో అన్నాడు నేనే డాక్టర్ మోర్కన్ని నువ్వు ఖర్చు అవుతుంది నువ్వు బాధపడుతున్నావు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నీ బిడ్డకి నేను బాగు చేస్తానని చెప్పి ఇమీడియట్లీ ఉదయంతోనే ఫ్లైట్ టికెట్స్ అందరికీ ఫ్లైట్ టికెట్స్ అతనే బుక్ చేసి చికాగోకు వెళ్ళి తన హాస్పిటల్లోనే మూడు నెలలు ట్రీట్మెంట్ ఇప్పించి ఆ బాలుడికి బాగు చేసి వారిని తిరిగి ఇంటికి పంపించేంత వరకు అతనే సమస్త ఖర్చులు చేసుకున్నాడు హలలోయా నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదేంటి నా ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదేంటి చెప్పి నువ్వు అనుకుంటున్నావు ఆ రోజు తన కుమారుడు కోసం ఆ తల్లి ఐదు సంవత్సరాల కన్నీటి ప్రార్థన దేవుడు విడిచిపెట్టాడా ఎక్కడికో వెళ్ళవలసిన డాక్టర్ మోర్గన్ గారిని నా ఇంటి ముందుకే తెప్పించాడంటే మన ప్రార్థన వినే దేవుడు మనల్ని దాటి వెళ్ళని దేవుడు మనకున్నాడనేది మర్చిపోకండి అందుకే ఈ పత్తిమయ్య అనే గుడ్డివాడు అంటున్నాడు దావిదు కుమారుడా నీవు నన్ను దాటిపోకయ్యా నీవు నన్ను దాటి వెళితే నా జీవితం అంధకారంలో పోతుందని చెప్పి ఏడుస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రార్థనను దాటి వెళ్ళని దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావే నీ అంగలార్పు నీ వేదన నిన్ను దాటి వెళ్ళని గొప్ప దేవుణ్ణి నేను ప్రకటిస్తూ ఉన్నాను దావిద కుమారుడా నన్ను దాటి వెళ్ళకయ్యా అని చెప్పి అంగలారుస్తున్నావే ఆయన నిన్ను దాటి వెళ్ళడు నీకు ఒక అద్భుతాన్ని చేసే తెరబోతున్నాడు హాలేలుయా ఈరోజు నీకు ఒక అద్భుతం జరగబోతుంది ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది దావిదు కుమారుడైన నా యేసు మనల్ని దాటి వెళ్ళడు దావిదు కుమారుడైన యేసు మనల్ని దాటి వెళ్ళడయ్యా వెళ్ళడు మనల్ని ఆశీర్వదించే తీరుతాడు మన బ్రతుకులకు అద్భుతం చేసే తీరుతాడు మన బ్రతుకులో ఒక అద్భుతం చేసే తీర్థాడు మన జీవితంలో ఒక నూతన మలుపుని చేసే తీర్థాడు నా ప్రియ సహోదరి సహోదరుడు అందరూ ఒక్కసారి దేవుని కనపరిచి పాడుదామా కనపరిచి దేవాది దేవుని స్థుతించి మనల్ని దాటి వెళ్ళని దేవుడు మనకున్నాడు మనల్ని దాటి వెళ్ళని దేవుడు మనకున్నాడు మన ప్రార్థన ఆయన దాటి వెళ్ళడు మన వేదన అంగలార్పు ఆయన మనల్ని దాటి వెళ్ళడు భయపడకు మనం దాటి వెళ్ళని దేవుడు మనకున్నాడు హలో నా ప్రియ సహోదరి సహోదరుడా మనల్ని దాటి వెళ్ళడు కన్నీళ్ళతో వేదనతో కృంగిపోయి ఉన్నావే ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఇంకనూ నా ప్రార్థనకు జవాబు రాలేదని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నావే నిత్యముగా నీ బ్రతుకులకు అద్భుతం జరగబోతుంది హాలెలుయా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ గుడ్డివాడైన భర్తిమయో ఫస్ట్ నెంబర్ వన్ పక్కనున్న భిక్షగాన్ని అడిగాడు ఎవరు వెళుతున్నది అని అతను అన్నాడు నస్రుడైన యేసు అని అతడు చెప్పింది నస్రుడైన యేసు అని కానీ ఈ బత్తిమయ్యో యేసు ప్రభుని గురించి తెలిసినవాడు యేసు ప్రభు తావిద వంశంలో పుడతాడని మేసియా రక్షకుడు తావిద వంశంలో పుడతాడని ఎరిగిన వ్యక్తి చరిత్రని ఎరిగిన వ్యక్తి యేసు ప్రభు ఎవరో తెలిసిన వ్యక్తి యేసు ప్రభును తావిద కుమారుడా అని పిలిచాడు మొదటి సమయం పిలిచినప్పుడు శిష్యులు జనసమూహం అతని గద్దించారు అయినా విడిచిపెట్టాడా విడవలేదు నా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు ఆయన నా ప్రార్థన దాటి వెళ్ళడు ఆయన నన్ను దాటి వెళ్ళడు ఆయన నా కోసం నిలిచే వరకు ఆయన నా ప్రార్థనకు జవాబిచ్చే వరకు నేను పిలుస్తూనే ఉంటాను కుమారుడా నీవు నన్ను కరుణిచ్చే వరకు నేను పిలుస్తూనే ఉంటానని చెప్పి మరలా మరలా పిలిచాడు మరలా మరలా పిలిచాడు శిష్యులు ప్రజలు అతని గద్దించారు అల్పంగా చూశారు కానీ యేసు ప్రభు అతని హృదయాన్ని ఎరిగిన దేవుడు అతని మనస్సును ఎరిగిన దేవుడు అతని వేదన కన్నీళ్ళు బాధను చూసిన దేవుడు అతని యొక్క స్వరమును విన్న దేవుడు అట్లే నిలిచాడు నాకు ఆశ్చర్యం కలిగింపజేసే గొప్ప అద్భుతం ఏంటో తెలుసా ఒక సాధారణమైన భిక్షగాడి కోసం ఒక సాధారణమైన అల్పంగా ఎంచబడిన ఒక కృట్టివాడి కోసం భిక్షగాడు కృట్టివాడు భిక్ష వెతుకుంటూ జీవిస్తూ అల్పంగా ఉన్న అతని కోసం ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడు నిలిచాడయ్యా నా దేవుడు నిలిచాడయ్యా అతని కోసం నిలబడ్డాడయ్యా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నేను నీ కోసం నామంలో ప్రకటిస్తున్నాను నీ బాధలో నీ కన్నీళ్ళు నా ప్రార్థన ఆలకించేవారు ఎవరని చెప్పి వేదరుతో ఉన్నావు కదా నా కష్టాలకు ఎవరు జవాబిస్తారు నాకు ఎవరు సహాయం చేస్తారు నా రక్త సంబంధులు అందరూ నన్ను విడిచిపెట్టేశారు నా బంధువులను నన్ను విడిచిపెట్టేశారు నాన్న వాళ్ళు నా సొంత రక్ష నా బంధువులు కూడా నన్ను విడిచిపెట్టేశారు నేను నమ్మిన నా స్నేహితులను విడిచిపెట్టేశారని చెప్పి ఒకవేళ వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావు కదా ప్రభు ఈరోజు నీతో ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నా దేవుడు నీకోసం నిలబడే దేవుడు నా దేవుడు నీకోసం నిలబడే దేవుడు నా దేవుడు నిన్ను చూసి నీ పరిస్థితిని చూసి నీకోసం నిలబడే దేవుడుగా ఉన్నాడు ప్రజల చూపులు నువ్వు అంగవైకల్యం కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు ప్రజల చూపులను భిక్షగాడుగా ఉండవచ్చు ప్రజల చూపులను గుడ్డివాడుగా ఉండవచ్చు ప్రజల చూపులను అంధకారం కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు కానీ అంధకారంలో ఉన్న నీ బ్రతుకులో నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వడానికి నిజమైన రక్షణ ఇవ్వడానికి నిజమైన విడుదల ఇవ్వడానికి నా యేసు ప్రభు నీకోసం నిలబడి ఉన్నాడు నిలబడి ఉన్నాడు నీకోసం నిలబడి ఉన్నాడు భయపడకో నీకోసం నిలబడే రక్షకుడున్నాడు ఆయన పేరు యేసు ఆయన పేరు యేసు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఈ కరువు ప్రదేశంలో కరువు ప్రాంతంలో ఉద్యోగంలో ప్రక్క వ్యాపారంలో ఒక ప్రక్క కుటుంబ పరిస్థితుల్లో ప్రక్క అన్ని రకాలుగా బాధింపబడి ఉన్నాను నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ఆర్థికంగా నలిగిపోతున్నాను ఉద్యోగం లేకుండా అనేక విధాలుగా బాధింపబడుతున్నానని చెప్పి ఒకవేళ ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తున్నావు కదా ప్రభు నీతో ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు అందరిని విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీకోసం నిలబడే ఒక రక్షకుడున్నాడు నిన్ను చేరదీసే ఒక రక్షకుడున్నాడు ఆయన పేరు ఏసయ్యా హలలోయా నా ప్రియ సహోదరి సహోదరుడా నా గుండెలు తట్టి లేపిన ఒక అద్భుతమైన సంభవం ఇది యేసు ప్రభువు యేసు ప్రభు ఒక భిక్షగాడి కోసం నిలబడ్డాడయ్యా అది నా దేవుని యొక్క ప్రేమ అది నా దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ ఎంత ఆశ్చర్యమైన దేవుడు ఆ భిక్షగాడు పిలుస్తూ ఉన్నాడు దావిద కుమారుడా దావిద కుమారుడా అని అందరూ గతించారు కానీ నా యేసు ప్రభు దీన దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక వాటిని అలక్ష్యం చేయక వారి కొరకు నిలబడే రక్షకుడు యేసు వారి ప్రార్థనకు జవాబిచ్చే రక్షకుడు యేసు అందుకే నా దేవుడు నిలబడ్డాడు ఒక గుడ్డివారి కోసం నిలబడిన దేవుడు నీకు నిలబడకుండా ఉంటాడా ఒక గుడ్డివాణి కోసం నిలబడిన రక్షకుడైన ఏసయ్య ఆయన బిడ్డగా ఉన్న నీ కోసం ఆయన కుమార్తెగా ఉన్న నీ కోసం ఆయన సేవకుడుగా ఉన్న నీ కోసం ఆయన నిలబడకుండా ఉంటాడా ఈరోజు నీ కోసం నిలబడి ఉన్నాడు ఈరోజు నీకు ప్రార్థనకు జవాబిచ్చి నీ జీవితాన్ని పడిపోయి భిక్షమెత్తుకుంటూ వేదనతో అంధకారంలో పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తడానికి నా దేవుడు నీ కోసం నిలబడి ఉన్నాడు ఒక అద్భుతం జరగబోతుంది హలలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు నిలబడి మరి ఒక కార్యాన్ని అన్నాడు తన శిష్యులు చూసి అతన్ని పిలువడి అన్నాడు అతన్ని పిలువడి అన్నాడు యేసు ప్రభువు యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమను మీరు గమనించారంటే ఏ శిష్యుడు ఏ జనసమూహం అయితే అతడు గుడ్డివాడిని భిక్షగాడిని అల్పంగా ఎన్ని తలచి అతన్ని చూసి భిక్షగాడిని చూసి హే కామ్గా ఉండు భిక్షగాడిని గుడ్డివాడి కామ్గా ఉండని చెప్పి అందరూ కత్తించారు అదే భిక్షగాడిని పిలువుడి అని యేసు ప్రభే చెబుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి చూడండి ఒక్కసారిగా శిష్యులు అంటున్నారు ఆ భిక్షగాన్ని చూసి ధైర్యము తెచ్చుకో ధైర్యము తెచ్చుకో ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు హలలోయా ఏ శిష్యులైతే అతని కత్తించారో ఏ జనసమూహం అయితే అతని కత్తించారో అదే శిష్యుల ఎదుట అదే జన సమూహం ఎదుట నా దేవుడు వారి తలను హెచ్చింపజేశాడు వారి నోటితోనే పిలువుడి అంటున్నాడు ఎంత గొప్ప ఆశ్చర్యం ఒక పుట్టి గుడ్డివాడిని భిక్షగాన్ని ఏసీ పిలువుడని ప్రేమతో పిలుస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్ప ఉన్నతమైనది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాట నా హృదయాన్ని తట్టి లేపింది ఎందుకో తెలుసా ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది ఆశ్చర్యకరమైన ప్రేమ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు అదే ప్రేమ నిన్ను పిలుస్తూ ఉంది నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను చేరదీసి నిన్ను ఆత్మతో నిన్ను ఆయన మహిమతో ఆయన ప్రేమతో నింపగలిగే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను పిలుస్తూ నిన్ను పిలుస్తూ ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో నీ జీవితం అంధకారంలో పడిపోయిందో నాకు తెలియదు ఏ పరిస్థితుల్లో నీ జీవితం అంధకారంలో పడిపోయి వేదంతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు కానీ ఒకే మాత్రం ఇచ్చావు ఆయన నిన్ను పిలుస్తున్నాడు నీ జీవితాన్ని మార్చడానికి నీ అంధకార జీవితాన్ని మార్చడానికి నిన్ను విడిపించడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు నా అంశం యొక్క టైటిల్ అని అంటే నేను అంటాను ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన నిన్ను పిలుస్తూ చేరదీసి గొప్ప ప్రేమయ్యే ఏసయ్య ప్రేమ మనం ఎవరైనా కావచ్చు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా కావచ్చు మనం పిలిస్తే పలికే దేవుడయ్యా ఏసయ్య మనల్ని చేరదీసే గొప్ప దేవుడయ్యా ఏసయ్య ఆ గొప్ప ప్రేమ ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతుంది హాలెలుయా హాలెలుయా నా ప్రియ సహోదరి సహోదరుడా యేసు ఆ భిక్షగాని కొరకు నిలబడ్డాడు రెండవదిగా పిలువుడి అన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా యేసు అతని పిలవమని చెప్పినప్పుడు ఎంత సంతోషం అదే శిష్యులు ఎవరైతే గద్దించారో ఎవరైతే అతని అవమానంగా చూశారో అదే శిష్యులు జనసమూహమే ఆ గుడ్డివాణ్ణి చూసి అంటున్నారు ఆయన నిన్ను పిలుస్తున్నాడు ధైర్యము తెచ్చుకో ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఎవరి ఎదుట నువ్వు అవమానపరచబడ్డావో ఎవరి ఎదుట నువ్వు తల ఉంచుకున్నావో ఎవరి ఎదుట వేదనతో కృంగిపోయావో వారి ఎదుటే మీ తలను హెచ్చింపజేసే గొప్ప దేవుడు నా ఏసయ్య హాలెలుయా నా ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ మూడోదిగా మనం చూసినట్లయితే యేసు నెంబర్ వన్ నిలిచాడు నిలిచాడు ఆ తర్వాత అతని పిలువమని చెప్పిన తరువాత బైబిల్లో చెప్పబడుతుంది భిక్షమెత్తుకునే గ్రుడ్డివాడు కదా రోడ్డు ప్రక్కన ఉన్న జీవితం కదా అతడు సంతోషంగా యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు అది ఎట్లా వస్తున్నాడో తెలుసా బైబిల్లో మీరు చూసినట్లయితే తన వస్త్రాన్ని తీసివేసి తన వస్త్రాన్ని తీసివేసి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా గుడ్డివాణ్ణి పిలిచాడు ఓకే ఆ గుడ్డివాణ్ణి పిలిచినప్పుడు ఎందుకు ఆ వ్యక్తి తన వస్త్రాన్ని తీసి రావాలి వస్త్రంతో కూడా యేసు ప్రభు దగ్గరకు రావచ్చు కదా ఎందుకు ఆ భిక్షగాడు గుడ్డివాడు ఆ యొక్క వస్త్రాన్ని తీసివేసి ఎందుకు వస్తున్నాడు అని అంటే ఆ రోజుల్లో భిక్షగాళ్ళకి విశేషముగా గ్రుడ్డివారికి తాను గ్రుడ్డివాడినని తాను ఒక భిక్షగాడినని తెలుసుకోవడానికి వారికంటూ ఒక యూనిఫామ్ ఉంటుంది ఈ రోజుల్లో మీరు చూసారంటే ప్రతి కంపెనీ వారికి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది ప్రతి స్కూల్లో కూడా చిన్నపిల్లలకు ఒక యూనిఫామ్ ఉంటుంది అదేవిధంగానే ఆ రోజుల్లో కంటి చూపు లేని వారికి భిక్షగారికి ఒక యూనిఫామ్ ఉంటుంది ఆ యూనిఫామ్ ఉన్న వ్యక్తిని చూసినప్పుడు అక్కడున్న ప్రజలు అనుకుంటారు ఇతడు గుడ్డివాడు ఇతడు భిక్షగాడు అతనికి దారి తెలియదు అని చెప్పి అతనికి దారి చూపి అతని దారి చూపించి నడిపిస్తారు కాబట్టి అటువంటి యూనిఫామ్ చేత వారికి ధరింపజేసి భిక్షమెత్తుకుంటూ ఉంటారు అతడు ఒక భిక్షగాడు అని అందరికీ తెలియబడాలి అతడు ఒక గుడ్డివాడు అన్నది అందరికీ తెలియాలి అందుకే ఈ యొక్క యూనిఫామ్ని ఆ రోజులు వేసేవాళ్ళు కానీ ఈ పరిస్థితుల్లో ఈ గుడ్డివాడైన భర్తమ యొక్క విశ్వాసాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకో తెలుసా ఎప్పుడైతే యేసు ప్రభాతిని పిలిచాడో వెంటనే తన యొక్క వస్త్రాన్ని తన యొక్క యూనిఫామ్ని ఇకపైన నేను భిక్షగాడిగా గుడ్డివాడగా నన్ను గుర్తింపు చేసే ఈ యొక్క వస్త్రం నాకు ఇక అవసరం లేదు కారణం నేను వెళ్ళేది నా నజరైడైన యేసు నేను వెళ్ళేది దావిది కుమారుడైన యేసు దగ్గరికి వెళ్తున్నాను నేను వెళుతున్న నా సృష్టికర్త నేను వెళుతున్న నా దేవాది దేవుడు నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నా అంధకారాన్ని మార్చే దేవుడు నా యొక్క అంధకారపు స్థితిని మార్చే శక్తిమంతుని దగ్గరికి నేను వెళ్తున్నానని చెప్పి నమ్మకముతో యేసు ప్రభు దగ్గర తన వస్త్రాన్ని సంఘానికి కూడా యూనిఫామ్ గుడ్డివాడుని తెలియపరిచి ఆ యూనిఫామ్ని తీసిపడేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ విశ్వాసాన్ని చూసే నా దేవాది దేవుని నేను స్థుతించలేక ఉండలేకపోతున్నాను ఎంతో గొప్ప విశ్వాసం ఈ యొక్క భర్తిమ యొక్క విశ్వాసం ఆ యొక్క యూనిఫామ్ని తీసి మరీ వెళ్తున్నాడు ఎందుకో తెలుసా నేను వెళుతున్న యేసు ప్రభు నన్ను భిక్షగాడగా తిరిగి పంపించడు నన్ను ఇకపైన అంధకారములో గుడ్డివాడగా నన్ను ఇకపైన పంపించడు ఆయన ఖచ్చితంగా నా జీవితంలో వెలుగు చేసే తీరుతాడు నా బ్రతుకులు అంధకారాన్ని మార్చే తీరుతాడని నమ్మకముతో విశ్వాసంతో అతడు వెళ్ళాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా అతని విశ్వాసమును బట్టి అతని జీవితంలో వెలుగు కలిగింది హాలలోయా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు అదే అద్భుతాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు ఆ వాడుకున్న ఒక విశ్వాసం నేను వెళుతున్నది యేసు దగ్గరకు నేను వెళుతున్నది ఏసయ్య రక్షకుడి దగ్గరికి వెళ్తున్నాను ఆయన నా జీవితంలో అద్భుతం చేసే తీరుతాడన్న నమ్మకం విశ్వాసం నీకు కలిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంధకారంలో ఉన్న భర్తమే యొక్క జీవితంలో నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను దాటి వెళ్ళడు ఈరోజు ఒక అద్భుతాన్ని చేసే తినబోతున్నాడు నీ జీవితంలో ఇప్పటి వరకు అంధకారం చేత నింపి ఉన్న ఆ యూనిఫామ్ ఇకపైన నీకు అవసరం లేదు తీసి యేసు ప్రభు దగ్గరకు రా విశ్వాసంతో రా నీ జీవిత స్థితిని మార్చబోతున్నాడు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు విశ్వాసంతో రా నాకు యేసు ప్రభు అద్భుతం చేస్తాడని నమ్మకంతో రా ఆ నమ్మకం నీ జీవితంలో అద్భుతం చేస్తుంది ఆ విశ్వాసం నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా ఎంత గొప్ప విశ్వాసం అంటే తన యొక్క వస్త్రాన్ని తీసి పడేసి అతను వస్తున్నాడు సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే యేసు దగ్గరకు వచ్చాడు వచ్చిన వెంటనే యేసు ప్రభు ఒక ప్రశ్న వేశాడు ఆ గుడ్డివాణ్ణి చూసి నాకు అదే ఆశ్చర్యం కలిగింపజేసింది యేసు ప్రభు ఏది మాట్లాడినా ఆశ్చర్యంగా ఉంటుంది యేసు ప్రభు ఏది మాట్లాడినా అది అద్భుతంగా ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా అతడు దగ్గరకు వచ్చిన తర్వాత అతను చూసి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు ఈ మాట నాకు ఆశ్చర్యాన్ని కలిగింపజేసింది ఎందుకో తెలుసా యేసు ప్రభు ఆ ప్రశ్న వేయవలసిన అవసరమే ఉందా అతడు భిక్షగాడిని ప్రభుకు తెలియదా అతడు పుట్టుక గుట్టువాడిని ప్రభుకు తెలియదా పుట్టు గుట్టువాడు అతని దగ్గరకు వచ్చున్నాడే దావిదు కుమారుడు నన్ను దాటి వెళ్ళకయ్యా చెప్పి అరిచాడే యేసు ప్రభుకు తెలీదా అతను గుడ్డివాడని అతనికి ఏం కావాలో అతనికి తెలియ అతనికి ఏం కావాలో యేసు ప్రభుకు తెలియదా మరి ఎందుకయ్యా యేసు ప్రభు ఈ ప్రశ్న వేస్తున్నాడు నాకు ప్రభు నేర్పించిన ఒక కార్యం ఏంటో తెలుసా భిక్షగాడు దగ్గరకు వచ్చాడు కదా యేసు ప్రభు దగ్గర ఏది అడిగినా ఇస్తాడు ప్రభువే అడుగుతున్నాడు నీకేం కావాలో కోరుకొని ఆ ప్రశ్నకు ఈ గుడ్డివాడు ఏమడిగినా ఖచ్చితంగా యేసు ప్రభు ఇస్తాడు ప్రభా నాకు కోటి రూపాయలు కావాలన్నా ఇస్తాడు ఖచ్చితంగా అవునా కాదా సాధారణంగా ఒక భిక్షగాడు యొక్క ఆలోచన భిక్షగాడి యొక్క మనస్సు భిక్షగాడి యొక్క తలంపు ఎట్లా ఉంటుంది రోడ్ల మీద వెళ్ళే వాళ్ళ దగ్గర అయ్యా రూపాయి ఇవ్వండి అని అడుగుతాడు కొంచెం ధనవంతుడైతే అయ్యా ఒక యాభై రూపాయలు ఉంటే ఇవ్వండి వంద రూపాయలు ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతాడు భిక్షగాడు యొక్క స్వభావం ఏంటి అడుక్కోవడం డబ్బున్నాళ్ళైతే వంద రూపాయలు ఇవ్వండి అని అడుగుతాడు పేదవాళ్ళైతే అయ్యా ఒక రూపాయి రెండు రూపాయలు ఇచ్చి వెళ్ళండి అని అడుగుతాడు భిక్షగాల యొక్క స్వభావం భిక్షగాలకున్న స్వభావం అదే ఈ స్వభావంతో ఉన్న వ్యక్తిని నువ్వు ఏమడిగినా అదే అడుగుతాడు కానీ భర్తిమే యొక్క జీవితంలో యేసుప్రభు అడిగినప్పుడు భర్తిమే ఏమడిగాడో తెలుసా యేసుప్రభు దగ్గర అయ్యా నేను నీ దగ్గర రావడానికి కారణం దావిదు కుమారుడా నిన్ను పిలిచి పిలిచి పిలిచి నీ దగ్గరికి రావడానికి కారణం ఏదో పది రూపాయలు ఇస్తావనో డబ్బు ఇస్తావనో కాదయ్యా ప్రభు నా జీవితం పుట్టినది మొదలుకొని అంధకారంతోనే పుట్టాను కంటి చూపు లేదు గుడ్డివాడిగా పుట్టాను ఎవరికి ప్రయోజనం లేకుండా అంధకారంతో పుట్టాను ఇప్పటి నా జీవితం భిక్షమెత్తుకుంటూ జీవించాను కానీ ప్రభువా నేను సర్వశక్తుడైన దేవా నేను నిన్ను వెతికి వచ్చాను నాకు కావలసింది భిక్షం కాదు నాకు కావలసింది డబ్బు కాదు నాకు కావలసింది కంటి చూపు నాకు కావలసింది చూపు కావాలయ్యా మీరు నాకు చూపునివ్వండి అయ్యా ఇంతకాలం వరకు నా జీవితం అంధకారంలో పడిపోయింది ఇంతకాలం వరకు భిక్షం అడుక్కుంటూ జీవించాను కానీ నాకు చూపును మీరు ఇచ్చారంటే నేను అనేకులకు భిక్షం ఇచ్చేవాడుగా మారుతాను హలలోయ ఇప్పటి వరకు నా బ్రతుకు భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాను ఇకపైన నా జీవితం భిక్షం ఎత్తుకుంటూ ఉండకూడదు అనేకులకు భిక్షం ఇచ్చేవాడలా ఉండాలి అది జరగాలంటే నాకు కంటి చూపు కావాలి ప్రభువా నాకు ఈ లోకంలో ఏమొద్దు తండ్రి నాకు కావలసినంత ఒకటే కంటి చూపు అంధకారంలో నింపబడిన నా జీవితంలో వెలుగు కావాలి భిక్షమెత్తుకుంటూ అల్పంగా రోడ్ల దగ్గర భిక్షమెత్తుకుంటూ నా జీవితాన్ని గడుపుతున్న నా బ్రతుకులో ఈ అవమానకరమైన జీవితంలో నుంచి నాకు ఒక విమోచన స్వాతంత్రం కావాలి నిజమైన స్వాతంత్రం కావాలి అంధకారంలో చీకట్లో పడిపోయిన నాకు నిజమైన స్వాతంత్రం కావాలి కంటి చూపు కావాలి కంటి చూపు కావాలి ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఏసయ్య హృదయమే ఆయన హృదయమే సంతోషంతో నింపబడింది ఎందుకో తెలుసా భిక్షగాడు కదా రూపాయి పది రూపాయల్లో డబ్బు అడుగుండొచ్చు కోటి రూపాయలు అడిగినా కూడా ప్రభు ఇచ్చుంటాడు కారణం ప్రభుయే చెప్పాడు నీకేం కావాలో అడుగు అని కోటి రూపాయలు అడుగున్నా ఇచ్చుండేవాడు కానీ అతనికి డబ్బు పైన ఆశ లేదు అతనుకున్న ఒకటే ఒకటి ప్రభువా నాకు కంటి చూపు కావాలయ్యా నాకు చూపు కావాలయ్యా నాకు చూపు కావాలయ్యా ఈ ప్రార్థన ఏసయ్య హృదయంలో హత్తుకుంది అందుకే యేసు ప్రభు అన్నాడు విశ్వాసముతో వెళ్ళు విశ్వాసంతో వెళ్ళు నీ విశ్వాసం చాలా గొప్పది విశ్వాసంతో వెళ్ళు నీకు కంటి చూపు కలిగింది అన్నాడు ఒక్క మాట చెప్పాడు విశ్వాసంతో వెళ్ళు నీకు స్వస్థత కలిగిందే అంధకారంలో నుంచి నువ్వు విడిపించబడ్డావు నీకు ఒక కొత్త స్వాతంత్రం వచ్చింది వెళ్ళు ఆ ఒక్క మాట అంధకారంలో ఉన్న అతని జీవితంలో వెలుగునిచ్చింది హాలలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ భూమి అంధకారంతో నింపబడి నిరాకారంగా అంధకారం చేత నింపబడి ఉన్నప్పుడు నా దేవుడు ఈ భూమిని చూసి వెలుగు కలుగుడుగా కాన్నాడు ఇమ్మీడియట్లీ వెలుగు కలిగింది ఆయన ఒక్క మాట చాలయ్యా మన జీవితంలో ఎంతటి పం పంతకాలైనా ఎంతటి అంధకారమైనా నా దేవుడు మార్చగలడు వెలుగుగా ప్రకాశింపజేయగలడు అంధకారంలో పడిపోయిన మన బ్రతుకుని మార్చగలడు అంత మహా గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఈరోజు భర్తమయ్య వలె నీ జీవితంలో కూడా యేసు ప్రభుని ఎరిగిన వాడవై పిలువు ఆయన ఎరిగిన వాడవై పిలువు ఏదో ఏనో తానో అని పిలవకు ఆయన ఎరిగిన వాడవై పిలువు భర్తిమేయో ఈ గుడ్డివాడి యొక్క జీవితంలో యేసు ప్రభు తన్ను గూర్చిన సంపూర్ణంగా ఎరిగి పిలిచాడు ఆ విధంగా దేవుని ఎరిగి పిలు ఖచ్చితంగా నీకోసం నిలబడే దేవుడు ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన నీ హృదయ బాధలను యేసు ఈరోజు అద్భుతంగా మార్చబోతున్నాడు నీ కన్నీళ్లు తుడవబోతున్నాడు నీకోసం నిలబడే దేవుని వైపు ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం మన ప్రార్థన దాటి వెళ్ళని గొప్ప దేవుని వైపు మనం ప్రార్థన చేయబోతున్నాం అందరూ ఏకీభవిద్దామా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆకాశమును భూమిని సృష్టించిన అయిన మా దేవ దావీదు కుమారుడా నన్ను కరిని చేయని చెప్పి పుట్టి గుడ్డివాడు మీ వైపు పిలిచినప్పుడు గుడ్డివాణి కొరకు నిలబడిన దైవం గుడ్డివానికి నూతన జీవితాన్ని ఇచ్చిన దైవం గుడ్డివాణి యొక్క జీవితంలో అంధకారాన్ని మార్చిన దైవం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రజల యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతం చేయండి తండ్రి ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేయండి తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం జరుగులుగా కలిపి ప్రార్థిస్తున్నాను నా దేవా నా దేవా కరుణించయ్యా కరుణించయ్యా ఈ లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రభు ముట్టండి తండ్రి వారి వేదన కార్యములు ఏదైనా కావచ్చు ఇప్పుడే ఒక అద్భుతం జరుగునుగాక ఆశీర్వదించండి వ్యాధులు స్వస్థత కలుగులుగాక వ్యాధుల నుంచి విడుదల కలుగులుగా కేసునామంలో అద్భుతాలు జరుగునుగా కేసునామంలో అద్భుతాలు జరుగునుగా కేసునామం గాడ్